శ్రీ మమ్మ గ్రేన్ నమ యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యే నమస్తస్యై నమో నమ సో వాట్ డూ కాల్ స్మార్ట్గా షాక్ ఇటు కలర్ ఫోటోలో విభజన హామీలు అమలు తథ్యం నువ్వేవుడిదే విభజన చేయడానికి తుర్కముండ కొడకాని నిన్ను నిలువున చీల్చేసే కీచకుళ్ళగా తొక్కలో ముండా కొడకాని అయ్యని బ్లాస్ట్ చేసి చంపేశారు నీ పీక కూడా అన్న కత్తి తగు తెగుతుంది నాలుగు మూరల కత్తి షేమో నా అమ్మ మర్డర్ సాక్షిగా మా నా అయ్య మర్డర్ సాక్షిగా Abdul to Kalam you bastard and you see the vagina next time you step anywhere నా you may go inside already Nepal ఎత్తుకే you remember use control big building went inside shame on అంతుర్కముండ కొడుకుల తోపుడి దహన కబ్జా కాండ the bloody supreme court may go inside wait for the uh, big, what do you call, uh, Imran Khan barred from the trade elections for five years. Hmm? This is British bastard uh, trade democracy, uh, Dakota democracy. Around 250 private degree engineering colleges stripped out of affiliation. Shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ did the artificial intelligence detect this what d'you call big vagina opening shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహన కబ్జాకాండ if the women are playing cricket more and more vaginas will be opened my by default wife ఓం భూర్ భువ తత్సవితుర్వరేణ్యం भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् this script is not there HBTI Kanpur Ganesh Bagaria in your Christianity or in your Islamic prophet Muhammad who was brutally murdered by food poisoning he died after 15 days huh? by subordinates and own brothers shame on Turkamunda Kodukula Dopudi Dahana Kabja huh? idiot harassing religious ಕಾಂಡ ಫೈಟ್ ಫಾರ್ ಫ್ರೀಡಮ್ ಆಫ್ ಅಮ್ಮ ಕೊಟಗ್ರ ಓಂ ಶ್ರೀಂ ಅಮ್ಮ ಕೊಟಗ್ರೇನ್ ನಮಃ